నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రయాన్ టూ కు మొదలైన కౌంట్ డౌన్ రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రయోగం నింగిలోకి దూసుకు వెళ్లనున్న జీఎస్ఎల్వి వాహక నౌక తుది అంకానికి చేరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం రేపు శాసనసభలో బల పరీక్ష జరిగే అవకాశం వ్యూహాలకు పదును పెడుతున్న పాలక విపక్షాలు ఏపీకి ఆర్థిక సహకారం కొనసాగుతుందన్న ప్రపంచ బ్యాంక్ వంద కోట్ల డాలర్ల సాయానికి భరోసా కేంద్ర నిర్ణయం వల్లే అమరావతి ప్రాజెక్టు నుంచి వైతొలిగినట్లు ప్రకటన విశాఖ మన్యంలో దయనీయ ఘటన గర్భవతిని ఐదు కిలోమీటర్లు డోలీలో మోసిన కుటుంబ సభ్యులు రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కోలాహలంగా అంబారీల ఊరేగింపు భారత్మాల ప్రాజెక్టు కోసం ఎల్ఐసి భారీ రుణం లక్షా ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం ఏటా ఇరవై ఐదు వేల కోట్లు తీసుకోనున్నట్లు గడ్కరీ ప్రకటన వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటన మూడు ఫార్మాట్లకు కోహ్లీ సారథ్యం తిరిగి జట్టులో చేరిన ధావన్ రాహుల్ చాహర్ కు తొలిసారి అవకాశం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ టూ ప్రయోగానికి రంగం సిద్ధమైంది ఈ సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలు కాగా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రయాన్ టూ ఉపగ్రహాన్ని GSLV mark three M one వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకువెళ్లనుంది చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేపట్టనున్న చంద్రయాన్ టూ అక్కడ నీరు ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడుతుంది చందమామపై మనిషి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయిన వేళ మరోసారి చంద్రమండల యాత్రకు ఇస్రో సిద్దమైంది రెండు వేల ఎనిమిదిలో చంద్రయానాన్ని నిజం చేసి చరిత్ర సృష్టించిన ఇస్రో పదకొండేళ్ల తర్వాత చంద్రయాన్ టూ కు సర్వం సిద్దం చేసింది నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్ టూ ప్రయోగానికి ఏర్పాట్లు చేశారు ఈ సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ నిరంతరాయంగా ఇరవై గంటల పాటు కొనసాగిన తర్వాత రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రయాన్ టూ ఉపగ్రహాన్ని GSLV mark three M one నింగిలోకి తీసుకువెళ్లనుంది వాస్తవానికి ఈ నెల పద్నాలుగున ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా క్రయోజెనిక్ దశలో వచ్చిన సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయోగానికి యాభై ఆరు నిమిషాల ముందు నిలిపివేశారు మొదటి దశలో ఏర్పడిన సాంకేతిక లోపాలను సరిచేశామని ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు ప్రయోగం జరిగిన ఐదు రోజుల తర్వాత భూ నియంత్రిత కక్షలోకి చంద్రయాన్ టూ ఉపగ్రహం ప్రవేశిస్తుంది అక్కడ నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు పయనించనుంది చంద్రయాన్ టూ ఉపగ్రహం బరువు మూడు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోలు దీన్ని ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ తో అనుసంధానం చేశారు సెప్టెంబర్ ఆరు ఏడు తేదీల్లో చంద్రునిపై ల్యాండర్ కాలుమోపే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది ఉపగ్రహం చంద్రుని కక్షకు చేరుకున్న తర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధ్రువం వైపు నెమ్మదిగా దిగనుంది అందులో నుంచి రోవర్ బయటకొచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల మేర పయనిస్తుంది అక్కడే పద్నాలుగు రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి డేటా చిత్రాలను పంపనుంది చంద్రునిపై పరిశోధనలు చేసే ప్రజ్ఞాన్ రోవర్ ఇస్రో పంపే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ చంద్రునిపై నేలను దగ్గర్నుంచి పరిశీలించి ఆ డేటాను భూమికి పంపుతుంది కదలిక కోసం ఈ యంత్రంలో అల్యూమినియంతో తయారైన ఆరు ప్రత్యేక చక్రాలమర్చారు ఏ దారిలో వెళ్లాలో తేల్చుకునేందుకు నావిగేషన్ కెమెరా ఇన్క్లైనోమీటర్ ఉన్నాయి చంద్రుడి నేలలో కూరుకుపోకుండా నడిచేలా దీని చక్రాలను విడివిడి మోటార్లతో రూపొందించారు ఈ రోవర్ చంద్రుని ఉపరితలాన్ని శోధించి అక్కడ నీరు ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడుతుంది ఇది పదిహేను రకాల పరీక్షలు ఆలోచనలు అక్కడికక్కడే చేస్తుంది చంద్రయాన్ వన్ జాబిల్లిపై నీటిని గుర్తించగా చంద్రయాన్ టూ మరింత లోతుగా పరిశోధిస్తుంది ఇందుకోసం ఖనిజాలు నీటి అణువుల్ని సవివరంగా గుర్తించే imaging IR spectrometer synthetic aperture radar ని ఏర్పాటు చేశారు అక్కడి ఖనిజాలను మనం తవ్వి తెచ్చుకునే వీలుందా అనేది ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది చందమామ త్రీడీ మ్యాప్లను రూపొందించేందుకు జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని చంద్రయాన్ టూ సేకరిస్తుంది భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకునే వీలుందా అన్న ప్రశ్నకు కొంతవరకైనా ఖచ్చితమైన జవాబందిస్తుంది చంద్రునిపై వ్యర్థాల్లేని అణుశక్తి మూలకాల కోసం కూడా ఇది వెతకనుంది ఇంతవరకు ఏ దేశమూ చేరుకొని చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది ఈ ప్రాంతంలోనే నీటి ఆనవాళ్లు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది చంద్రయాన్ టూ ప్రయోగం విజయవంతమైతే అమెరికా సోవియట్ యూనియన్ చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా భారత్ ఘనత సాధించనుంది ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ టూ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ అధికారుల్ని ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు రాష్టంలోని డిజిటల్ తరగతులు వర్చువల్ తరగతులు టీవీ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు చంద్రయాన్ టూ ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు ప్రయోగం ముందు వరకు చంద్రయాన్ టూ విశేషాలు దాని ప్రాముఖ్యతని విద్యార్థులకు తెలియజేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు పేర్కొన్నారు శాసనసభ్యుల రాజీనామాతో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రేపు తుది అంకానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది రెండు రోజుల విరామం తర్వాత శాసనసభ రేపు తిరిగి సమావేశం కానుండగా బల పరీక్ష జరుగుతుందా లేదా అనేది తేలే అవకాశం ఉంది బల పరీక్షకు రెండుసార్లు గడువు ఇచ్చిన స్పీకర్ బేఖాతరు చేసిన నేపథ్యంలో మరోసారి అదే పరిస్థితి తలెత్తితే గవర్నర్ రాష్టపతి పాలనకు సిఫార్సు చేయవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి రేపు బల పరీక్షను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ భాజపా శాసన సభాపక్షాలు సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాయి కాంగ్రెస్ జేడీఎస్కు చెందిన పదిహేను మంది శాసనసభ్యుల రాజీనామాతో మూడు వారాలుగా అనేక నాటకీయ మలుపులు తిరుగుతున్న కర్ణాటకానికి రేపు తెరపడే అవకాశం కనిపిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమైన కర్ణాటక శాసనసభ రెండు రోజులు సమావేశమైన కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజుభాయ్ వాలా రెండుసార్లు సూచించినప్పటికీ స్పీకర్ బేఖాతరు చేయగా మళ్లీ అదే పరిస్థితి తలెత్తితే గవర్నర్ తీసుకోబోయే నిర్ణయమే కీలకం కానుంది సభలో చర్చను సాగదీయడం ద్వారా బలపరీక్షలో ఇంకా జాప్యం జరిగితే తన అధికారాల నిబంధనలను ఉపయోగించి గవర్నర్ జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది రాజ్యాంగ నిబంధనల్ని అనుసరించి ఆయన రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినా లేక తాను ఆదేశించినప్పటికీ ముఖ్యమంత్రి సభలో మెజారిటీ నిరూపించుకోకపోయినా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అధికారం గవర్నర్కుంది కర్ణాటకలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొనగా అందరి దృష్టి గవర్నర్ నిర్ణయంపైనే కేంద్రీకృతమైంది అటు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు కూడా బలపరీక్షపై మరింత జాప్యం చేయరాదనే యోచనలో ఉన్నట్లు సమాచారం శుక్రవారం శాసనసభ వాయిదా పడడానికి ముందు సోమవారం బలపరీక్ష అంశానికి తుదిరూపు ఇవ్వాలని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు స్పీకర్కు స్పష్టం చేసినట్లు తెలియగా ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని పొడిగించరాదనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం రాజీనామా చేసిన శాసనసభ్యుల్ని బుజ్జగించేందుకు చివరి వరకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ముంబైలో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రాజీనామాలను వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పినందున కాంగ్రెస్ జేడీఎస్ నేతలు అనిశ్చితికి త్వరగా ముగింపు పలకడంపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఈ పరిణామాల మధ్య కుమారస్వామి సర్కార్ భవిష్యత్పై రేపు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది బలపరీక్ష నిర్వహణలో గవర్నర్ జోక్యాన్ని ప్రశ్నించడం సహా విప్ జారీ అధికారంపై సీఎం కుమారస్వామి స్పీకర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందా లేదా అన్న అంశం కూడా రేపే తేలే అవకాశం ఉంది అటు బలపరీక్ష సోమవారమే నిర్వహించాలని ఇద్దరు స్వతంత్ర శాసనసభ్యులు నగేష్ శంకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక శాసనసభలో ఒకవేళ బలపరీక్ష జరిగితే ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారిస్తారు ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు తగినంత సంఖ్యాబలముందని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేత యడ్యూరప్ప కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని పేర్కొన్నారు బలపరీక్షకు కాంగ్రెస్ జేడీఎస్ సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు బలపరీక్ష నిర్వహించాలన్న గవర్నర్ సూచనల్ని పట్టించుకోకుండా కుమారస్వామి సర్కార్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు అమరావతి ప్రాజెక్టు నుంచి వైతొలిగినప్పటికీ కు ఆర్థిక సహకారం కొనసాగిస్తామని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది ప్రభుత్వ అభివృద్ది ప్రాధాన్యాలను నిర్ణయించుకుని కేంద్రం ద్వారా తమను సంప్రదిస్తే సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది ఆరోగ్యం వ్యవసాయం ఇంధనం విపత్తు నిర్వహణ రంగాల్లో ఇప్పటికే వంద కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని నవ్యాంధ్రకు అందిస్తున్నామని ఈ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది ఆరోగ్య రంగంలో మూడు మిలియన్ డాలర్ల సహకారం అందించేందుకు గత నెల ఇరవై ఏడున ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది ఆంధ్రప్రదేశ్తో దీర్ఘకాలిక ఫలప్రదమైన భాగస్వామ్యం ఉందన్న ప్రపంచ బ్యాంకు మహిళా స్వయం సహాయక సంఘాల వంటి వినూత్నమైన అభివృద్ది కార్యక్రమాల్లో ఏపీతో భాగస్వామిగా ఉండడాన్ని గర్విస్తున్నామని ప్రశంసించింది మరోవైపు అమరావతి ప్రాజెక్టు నుంచి వైతొలగడానికి గల కారణాలను కూడా ప్రపంచ బ్యాంక్ వివరించింది అమరావతి ప్రాజెక్టుకు రుణం ఇవ్వాలన్న విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్లు జులై పదిహేనున కేంద్ర ప్రభుత్వం తమకు లేఖ రాసిందని ఆ నిర్ణయానికి అనుగుణంగానే రుణ ప్రతిపాదనను విరమించుకున్నామని తెలిపింది తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే లక్షా ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తూ రికార్డు సృష్టించబోతున్నామని సీఎం జగన్ తెలిపారు గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మొత్తంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని ట్విట్టర్లో పేర్కొన్న ఆయన పరిపాలనలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నామని వివరించారు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలతో గోదావరి నదిలో నలభై కిలోమీటర్లకు పైగా నీరు నిల్వ అయింది ఇప్పటి వరకు మొదటి దశలో ఎత్తిపోతల జరగ రెండో దఫా ఎత్తిపోతలకు కూడా రంగం సిద్దం చేస్తున్నారు ప్రాణహిత ద్వారా వచ్చే జలాలను మేడిగడ్డ ఆనకట్టలో నిల్వ చేశారు కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఆ నీటిని ఎత్తిపోసి అన్నారం జలాశయంలోకి తరలించారు ఫలితంగా మేడిగడ్డ అన్నారం జలాశయాల్లో నీరు భారీగా చేరింది ఇప్పటి వరకు దాదాపుగా పన్నెండు టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోశారు మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ పదిహేడు కిలోమీటర్లకు పైగా అన్నారం బ్యాక్ వాటర్స్ ఇరవై కిలోమీటర్లకు పైగా ఉన్నాయి తాజాగా అన్నారంలో నిల్వ చేసిన జలాలను కూడా ఎగువకు ఎత్తిపోసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు అన్నారం పంప్ హౌస్ లోని మొదటి పంప్ వెట్ రన్ విజయవంతమైంది పంప్ ద్వారా ఎత్తిపోసిన ఎనభై మూడు క్యూసెక్కుల జలాలు డెలివరీ సిస్టర్న్ ద్వారా విడుదలయ్యాయి అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా ఆరు వందల మీటర్లు ప్రయాణించి సుందిళ్ల జలాశయంలోకి చేరతాయి అన్నారం పంప్ హౌస్ వద్ద నలభై మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు నీటి ఎత్తిపోతకు పూర్తి సిద్దంగా ఉన్నాయి దశలవారీగా ఒక్కో పంపును పరీక్షించిన తర్వాత నీటిని ఎత్తిపోసి సుండిళ్ల జలాశయంలోకి తరలిస్తారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తగా ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు తొట్టెల ఊరేగింపు పోతురాజుల విన్యాసాలు అంబారి ఊరేగింపులతో రెండు రోజుల పాటు జాతర ఉత్సాహంగా సాగనుంది మాసంలో జరిగే చారిత్రక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు వెండి తొట్టెలతో పాటు తొలి బోనాన్ని సమర్పించారు అనంతరం బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి బోనాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత వైభవంగా నిర్వహిస్తున్నామన్న మంత్రి తలసాని తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మరి అంగరంగ వైభవంగా కొన్ని లక్షలాది మంది సమక్షంలో అమ్మవారి దర్శనం కూడా జరుగుతుంది మరి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వర్షాలు పడి వాడి పంటలతోని రైతాంగం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు మహంకాళి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు దర్శనం అనంతరం మంత్రి తలసాని ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు సీఎం రాకతో ఆలయ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఇంద్రకరణ్ రెడ్డి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు పండుగలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే ఆ టెంప్ దేవాలయాలన్నిటి కూడా డబ్బులు అడ్వాన్స్ గా ఇవ్వడం వల్ల ఇవాళందరూ కూడా సంబరాలు బాగా జరుపుకుంటా ఉన్నారు సకాలంలో వర్షాలు పడాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బలపడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వెయ్యి ఎనిమిది మంది మహిళలతో కలిసి బోనం సమర్పించారు ఈ ఏడాది ఇరవై ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందనే అంచనాతో అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దేశవ్యాప్తంగా హైవే గ్రిడ్ నిర్మాణం కోసం తలపెట్టిన భారత్మాల ప్రాజెక్టుకు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎల్ఐసి అంగీకరించింది ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్షా ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చేందుకు ఎల్ఐసి ప్రాథమికంగా అంగీకరించింది ఈ ప్రాజెక్టును ఐదు లక్షల ముప్పై ఐదు వేల కోట్లతో పూర్తి చేయాలని అంచనా వేసినప్పటికీ భూసేకరణ ఖర్చులు పెరగడంతో ప్రాజెక్టు వ్యయం ఎనిమిది లక్షల నలభై వేల కోట్లకు సవరించారు మొదటి దశలో ముప్పై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని అప్గ్రేడ్ చేసే పనులు ప్రారంభమయ్యాయి ఈ ప్రాజెక్టు కోసం పన్నులు టోల్ ఆదాయం రుణాలు ప్రైవేటు భాగస్వామ్యం బీమా పెన్షన్ ఫండ్ల ద్వారా నిధులు సమకూర్చుకోనున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన డి రాజా ఎన్నికయ్యారు ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ ముగింపు సమావేశంలో సిపిఐ కొత్త సారథిగా డి రాజా బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటున్నప్పటికీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం చెప్పారు రాజా నాయకత్వంలో సిపిఐ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్తో పాటు ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు సురవరం తెలిపారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి రాజా సుదీర్ఘకాలంగా సిపిఐ జాతీయ నేతగా ఎస్సీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు రహదారి సదుపాయం లేక పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని డోలీపైనే మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఘటన విశాఖ జిల్లా వి మాడుగుల మండలం కొత్త వలసలో జరిగింది దాదాపు ఐదు కిలోమీటర్లు డోలీని మోసుకుంటూనే గర్భిణిని కేజేపురం ఆసుపత్రికి తరలించారు తమ గ్రామానికి రోడ్డు లేకపోవడం వల్ల నూట వాహనం సైతం రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని తెలిపారు ఇప్పుడా అంతా పాంప్లెట్ ఫోన్ చేసాం బాగుంటుంది రవాణా శాఖపై ప్రజల్లో ఉన్న చెడ్డ పేరును తొలగించి అవినీతి రహిత విభాగంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు రహదారి ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి వాటి నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు రహదారి భద్రతపై మచిలీపట్నంలో జరిగిన రాష్ట స్థాయి అవగాహన సదస్సుకు పలువురు ఉన్నతాధికారులతో కలిసి హాజరైన మంత్రి ఆటో డ్రైవర్ల కోసం శిక్షణా సంస్థను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని వెల్లడించారు ఏపీలో అత్యధిక ఆదాయ వనరుగా నాలుగవ స్థానంలో రవాణా శాఖ నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు జన్మభూమి కమిటీల వల్ల అవినీతి పెరుగుతోందని విమర్శించిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు గ్రామ వాలంటీర్లను నియమించి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు గుంటూరు జిల్లా తెనాలిలో సంఘ్ పరివార్ రెండు కార్యక్రమంలో భాజపా నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ డీలర్ల సంఘం అధ్యకుడు మాధవరావు సహా కొంతమంది భాజపాలో చేరారు గతంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి వైకాపా ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోందని కన్నా విమర్శించారు ప్రతి వైద్యుడు వైద్యాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన అంతర్జాతీయ ఆరోగ్య సదస్సును ఆయన ప్రారంభించారు గడిచిన కొన్నేళ్లలో దేశంలో వైద్య సేవలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పిన వెంకయ్య ఇస్రో సహకారంతో టెలిమెడిసిన్ విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేశారు ఆరోగ్య కల్పన బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదని ప్రైవేటు భాగస్వామ్యం చాలా అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతి వైద్యుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది all over the world. I am told that one in every seven patients in USA is being treated by a physician of Indian origin at a given time. Not only in the US, but across the globe. A healthy nation can become a wealthy nation, but a wealthy nation no guarantee that it can become a healthy nation. Lifestyle changes, proper food habits. This is very important in view of growing non-communicable diseases. Indian Medical Association, I hope they should take lead in this అనారోగ్యంతో కన్నుమూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోద్లో నిర్వహించారు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్యకర్తలు అశ్రు నయనాలతో షీలా దీక్షిత్ కు కడసారి వీడ్కోలు పలికారు అంత్యక్రియలకు సోనియా గాంధీ అహ్మద్ పటేల్ గులాం నబీ ఆజాద్ వంటి కాంగ్రెస్ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులు కూడా హాజరయ్యారు ఉదయం ఢిల్లీలోని నిజాముద్దీన్లో షీలా దీక్షిత్ పార్థివ దేహానికి భాజపా అగ్రనేతలు అడ్వానీ సుష్మా స్వరాజ్ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా వంటి ప్రముఖులు నివాళులు అర్పించారు తర్వాత పార్థివ దేహాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి తరలించారు అక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సోనియా ప్రియాంక సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సోనియా భావోద్వేగానికి గురయ్యారు తనకు శీలా దీక్షిత్ ఎంతో మద్దతిచ్చారన్న సోనియా ఆమె తన పెద్ద చెల్లెలు వంటిదన్నారు తర్వాత ఏఐసీసీ కార్యాలయం నుంచి నిగంబోద్ వరకు అంతిమ యాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు చేశారు Yeah. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది ట్వంటీ ట్వంటీ వన్డే టెస్ట్ జట్టు సభ్యుల్ని ఖరారు చేసింది మూడు ఫార్మాట్ల్లోనూ కోహ్లీనే కెప్టెన్సీ వహించనుండగా గాయాలతో జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్కు ఎంపికయ్యాడు ఆగస్టు మూడున ప్రారంభమయ్యే ట్వంటీ ట్వంటీ సిరీస్తో భారత జట్టు విండీస్ పర్యటన మొదలు కానుండగా హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో అతన్ని ఎంపిక చేయలేదు ప్రపంచ కప్ జట్టులో ఉన్న దినేష్ కార్తిక్ కు చోటు కల్పించలేదు ధోని గైర్హాజరీలో మూడు ఫార్మాట్లోనూ రిషబ్ పంత్ ప్రధాన వికెట్ కీపర్గా ఎన్నికయ్యాడు స్పిన్నర్ రాహుల్ చాహర్ ఒక్కడే జట్టుకు కొత్తవాడు కాగా అతన్ని ట్వంటీ ట్వంటీలకు ఎంపిక చేశారు వన్డేలో టీ ట్వంటీలకు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు ట్వంటీ ట్వంటీ సిరీస్ కు షమీకి టెస్టుల్లో భువనేశ్వర్ కు విశ్రాంతినిచ్చారు మూడు మ్యాచ్ల ట్వంటీ ట్వంటీ సిరీస్ సభ్యులుగా కోహ్లీ రోహిత్ ధావన్ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ మనీష్ పాండే రిషబ్ పంత్ కృణాల్ పాండ్యా జడేజా వాషింగ్టన్ సుందర్ రాహుల్ చాహర్ భువనేశ్వర్ ఖలీల్ అహ్మద్ దీపక్ చాహర్ నవదీప్ సైనీలను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది వన్డే జట్టుకు కోహ్లీ రోహిత్ ధావన్ రాహుల్ శ్రేయస్ మనీష్ పంత్ జడేజా కుల్దీప్ చాహల్ కేదార్ జాదవ్ షమీ భువనేశ్వర్ ఖలీల్ నవదీప్ సైనీలను సభ్యులుగా ప్రకటించింది టెస్ట్ జట్టు సభ్యులుగా కోహ్లీ రహానే మయాంక్ రాహుల్ పుజారా హనుమ విహారీ రోహిత్ పంత్ సాహా అశ్విన్ జడేజా కుల్దీప్ ఇషాంత్ షమీ బుమ్రా ఉమేష్ యాదవ్లను ఎంపిక చేసింది క్రికెట్ ప్రపంచ కప్ నకు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై విమర్శలకు భారత selection committee chairman MSK Prasad వివరణ ఇచ్చారు వేర్వేరు కాంబినేషన్ల ఆధారంగా రాయుడికి ప్రపంచ కప్ జట్టులో స్థానం కల్పించలేకపోయామన్న ప్రసాద్ ఏ ఒక్కరి విషయంలో తమకు ద్వేషం కానీ పక్షపాతం కానీ లేదన్నారు ట్వంటీ ట్వంటీలో ప్రదర్శన ఆధారంగా రాయుడిని వన్డేలోకి ఎంపిక చేసినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయని ఆయన గుర్తు చేశారు ధోని రిటైర్మెంట్ ఆయన వ్యక్తిగత విషయమని ఎంఎస్కే ప్రసాద్ వెల్లడించారు When Shikhar Dhawan got injured, we didn't have a left-hander at the top. Since KL Rahul is going to open the inning, the team management has requested for a left-hander. We have no other choice other than uh, Rishabh Pant. We know what, what is he capable of. Actually confused many of the people that uh, why a middle order batsman has been brought in in place of an opener. Uh, in a game against England, KL Rahul was trying for a catch. He literally had a big fall on the boundary line. At that juncture, it's a written communication was given to us that we need a backup opener. We went to Mayank Agarwal. It is very, very clear. There is no confusion on this. I'm sure by the end of the day, all these speculations should, uh, should be clear. Indonesia super series badminton టోర్నీలో భారత స్టార్ షట్ల పీవీ సింధు అప్ తో సరిపెట్టుకుంది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం